ಗೋಪಾಲದಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బృందావన చంద్ర గోవింద ప్రపంచనాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ശ്രീ ശ്രീനിവാസ ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ സ്മരണമേ ഗോവിന്ദ உயிர் மூச்சு உணர்வாச்சு கோவிந்தா உன்னாம ஸ்மரணமே கோவிந்தா உயிர் மூச்சு உணர்வாச்சு கோவிந்தா உன் வேணுகானமே கோவிந்தா என் ஜீவநாதமே கோவிந்தா உன் வேணுகானமே கோவிந்தா என் ஜீவநாதமே கோவிந்தா ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ వత్సల గోవింద శ్రీలక్ష్మి సమేత గోవింద శ్రీ భక్త వత్సల గోవింద శ్రీలక్ష్మి సమేత గోవింద గరుడత్ వజనే గోవింద కాళింగ నర్తన గోవింద గరుడత్ వజనే గోవింద லிங்க நர்த்தனா கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா ஸ்ரீ சீனிவாச கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா రాక్షస మర్దన గోవింద రక్షమా రక్షగా గోవింద రాక్షస మర్దన గోవింద రక్షమా రక్షగా గోవింద ములు ముదల్ దైవమే గోవింద ముక్తి ప్రదాయగా గోవింద ములు ముదల్ దైవమే గోవింద मुक्तिप्रदायक गोविन्द श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द गोविन्द गोविन्द गोविन्द गोविन्द செவ்வாயனே கோவிந்தா பச்சைமால் வண்ணனே கோவிந்தா அவள செவ்வாயனே கோவிந்தா பச்சைமால் வண்ணனே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா ஸ்ரீ சீனிவாச கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா அற ஆழி அந்தன கோவிந்தா திருவாழ் மார்பனே கோவிந்தா அற ஆழி அந்தன கோவிந்தா திருவாழ் வல்லவா கோவிந்தா அப்ப குடத்தனே கோவிந்தா குடக்கூத்தில் வல்லவா கோவிந்தா அப்ப குடத்தனே கோவிந்தா శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద నందన గోవింద శేషాచలవాస గోవింద శ్రీనంద నందన గోవింద శేషాచలవాస గోవింద కలియుగ వరదని గోవింద కస్తూరి తిలగని గోవింద కలియుగ వరదని గోవింద కస్తూరి తిరగని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద பாசுரமே கோவிந்தா ஆண்டாளின் பூச்சரமே கோவிந்தா ஆழ்வார்கள் பாசுரமே கோவிந்தா ஆண்டாளின் பூச்சரமே கோவிந்தா ஆழிமணி கண்ணனே கோவிந்தா நாயர் குலமன்னனே கோவிந்தா ஆழிமணி கண்ணனே கோவிந்தா ஆயர் குலமன்னனே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா ದಸರದ ನಂದನ ಗೋವಿಂದ ದಸಮುಗ ಮರ್ದನ ಗೋವಿಂದ ದಸರದ ನಂದನ ಗೋವಿಂದ ದಸಮುಗ ಮರ್ದನ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನೀಲಮೆಗೆ ಶ್ಯಾಮಳ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ నీలనగ శ్యామల గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ಭೂಷಣ ಗೋವಿಂದ ಉಗ್ರ ಪರಾಕ್ರಮ ಗೋವಿಂದ ವಿಗ್ರಹ ಭೂಷಣ ಗೋವಿಂದ ಉಗ್ರ ಪರಾಕ್ರಮ ಗೋವಿಂದ ಸುಗ್ರೀವ ಪ್ರಿಯನೇ ಗೋವಿಂದ ಚಕ್ರಾಯುಧ ಹಸ್ತ ಗೋವಿಂದ ಸುಗ್ರೀವ ಪ್ರಿಯನೇ ಗೋವಿಂದ చక్రాయుధ హస్త గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద சீதா வல்லபா கோவிந்தா சீதா வல்லபா கோவிந்தா ராதா வல்லபா கோவிந்தா கமர வல்லபா கோவிந்தா பாமா வல்லபா கோவிந்தா கமர வல்லபா கோவிந்தா பாமா வல்லபா கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద శ్రీ గోవింద నారదర్తునితోని గోవింద నారాయణాయ శ్రీ గోవింద దశావధారని గోవింద దయానిధి రామ గోవింద దశావధారని గోవింద దయానిధి రామ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బృందావన చంద్ర గోవింద ಪ್ರಪಂಚನಾಯಗ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமால் அழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கட வெங்கடரமண கோவிந்தா சங்கட ஹரணே கோவிந்தா పాండవర్ దూదా పాండురంగనే పరిమళ రూప భక్త వత్సలనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవింద ವಿನೋದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಸಮೇತ ದಾಮೋದರನೇ ಪೀತಾಂಬರನೇ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಕಟ ಹರಣೆ ಗೋವಿಂದ மோட்சாவதாரா கூர்மாவதாரா வராக அவதார நரசிம்ம அவதார கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா వామన అవతార పరశురామ అవతార బలరామ అవతార రామ అవతార గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమలై తిరుపతి గోవింద తిరుమాలழக గోవింద గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవిందా கிருஷ்ணாவதார கல்கி அவதார பத்தவதார பரமதையாள கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா भवत्सखाय आदिकेशव पुण्यपुरुष पुरुषोत्तमने गोविन्द हरि गोविन्द हरि हरि श्री हरि गोविन्द वेङ्कटरमण गोविन्द सङ्कटहरणे गोविन्द దశరథ తనయా స్వయం ప్రకాశ వైగుండ వాస వాసుదేవనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గో భజ పుండరీకాక్ష మార్కడల్ వాస పరిపూరణనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవింద சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமாலழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா మధుసూదననే మాయవనాద లక్ష్మీమణాళ లక్ష్మీకాంతనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద உடையோய் மாணிக்க ஒளியே மணிவண்ணாரி மாதவ யாதவ கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா దామోదరని ధరణీధరణి దురిద నివారణ తులసీధరణి గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవింద தாமரை பொருளே நற்றவ பயனே நந்தகோபனே நாராயணனே கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமாலழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ரங்கநர்த்தன கமலக்கண்ணனே கருணாகரனே கார்முகில் வண்ணா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமணா கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ஆயுதனே சங்கதாரியே சாரங்க பாணியே ஜனார்தனே கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ಪಾರ್ಥ ಸಾರದೆ ಪದ್ಮನಾಭನೇ ಪವಣವಾಯನೇ ಪದಮಲರ್ ತರುವ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಗಟ ಹರಣೆ ಗೋವಿಂದ அடி அளந்த சான்று புடையோனே வேண்டிடுவோர்க்கு விருப்பம் அருள்கின்ற கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமணா கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద திருமலை திருப்பதி கோவிந்தா திருமால் அழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బృందావన చంద్ర గోవింద ప్రపంచనాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద நாமஸ்மரணமே கோவிந்தா உயிர் மூச்சு உணர்வாச்சு கோவிந்தா உன் நாமஸ்மரணமே கோவிந்தா உயிர் மூச்சு உணர்வாச்சு கோவிந்தா உன் வேணுகானமே கோவிந்தா ஜீவநாதமே கோவிந்தா உன் வேணுகானமே கோவிந்தா என் ஜீவநாதமே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா వత్సల గోవింద శ్రీ లక్ష్మి సమేత గోవింద శ్రీ భక్త వత్సల గోవింద శ్రీ లక్ష్మి సమేత గోవింద గరుడత్తు భజనే గోవింద కాళింగ నర్తన గోవింద గరుడత్తు భజనే గోవింద కాళింగ గోపాల గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద సమర్థన గోవింద రక్షమా రక్షగా గోవింద రాక్షస మర్దన గోవింద రక్షమా రక్షగా గోవింద మురుముదల్ దైవమే గోవింద ముక్తి ప్రదాయగా గోవింద முழு முதல் தெய்வமே கோவிந்தா முக்தி பிரதாயக கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா ஸ்ரீ சீனிவாச கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா செவ்வாயனே கோவிந்தா பச்சைமால் வண்ணனே கோவிந்தா பவள செவ்வாயனே கோவிந்தா பச்சைமால் வண்ணனே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்த கோவிந்தா அந்தனா கோவிந்தா திருவாழ் மார்பனே கோவிந்தா அற ஆழி அந்தனா கோவிந்தா திருவாழ் వల్లవా గోవింద అప్పప్పుడత్తనే గోవింద ఉడకూపి వల్లవా గోవింద అప్పప్పుడత్తనే గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద thank you నందన గోవింద శేషాచలవాసు గోవింద శ్రీనంద నందన గోవింద శేషాచలవాస గోవింద కలియుగ వరదని గోవింద కస్తూరి తిలగని గోవింద కలియుగ వరదని గోవింద కస్తూరి తిరగని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద பாசுரமே கோவிந்தா ஆண்டாளின் பூச்சரமி கோவிந்தா ஆழ்வாழ பாசுரமி கோவிந்தா ஆண்டாளி பூச்சரமி கோவிந்தா ஆழிமணி கண்ணனே கோவிந்தா நாயர்குல மன்னனே கோவிந்தா ஆழிமணி கண்ணனே கோவிந்தா ஆயர்குல மன்னனே கோவிந்தா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ஜெகத நந்தனா கோவிந்தா தசமுக மர்த்தனா கோவிந்தா தசரத நந்தனா கோவிந்தா தசமுக மர்த்தனா கோவிந்தா நித்ய நிர்மலா கோவிந்தா நீலமேக ശ്യാമള ഗോവിന്ദ നിത്യ നിർമ്മല ഗോവിന്ദ నీలనగ శ్యామల గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ಭೂಷಣ ಗೋವಿಂದ ಉಗ್ರ ಪರಾಕ್ರಮ ಗೋವಿಂದ ವಿಕ್ರಮ ಭೂಷಣ ಗೋವಿಂದ ಉಗ್ರ ಪರಾಕ್ರಮ ಗೋವಿಂದ ಸುಗ್ರೀವ ಪ್ರಿಯನೇ ಗೋವಿಂದ ಚಕ್ರ ఆయుధ హస్త గోవింద సుగ్రీవ ప్రియనే గోవింద చక్రాయుధ హస్త గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద వల్లభ గోవింద సీతా వల్లభ గోవింద రాధా వల్లభ గోవింద కమల వల్లభ గోవింద బామా వల్లభ గోవింద కమల వల్లభ గోవింద బామా వల్లభ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద கோலி கோவிந்தா நாராயணாய ஸ்ரீ கோவிந்தா நாரதர் துதித்தோலி கோவிந்தா நாராயணாய ஸ்ரீ கோவிந்தா தசாவதாரனே கோவிந்தா தயாநிதி ராம கோவிந்தா தசாவதாரனே கோவிந்தா தயாநிதி ராம శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ಪಾವನಚಂದ್ರ ಗೋವಿಂದ ಪ್ರಪಂಚನಾಯಗ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ராமதாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமால் அழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமணா கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ಪಾಂಡವರ್ ದೂದ ಗೋವಿಂದ ಪಾಂಡು ರಂಗನೆ ಗೋವಿಂದ ಹರಿಮಣ ರೂಪಿಂದ ಭಕ್ತ ಭಕ್ಸಲನೆ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಕಟ ಹರಣೆ ಗೋವಿಂದ వినోద గోవింద శ్రీలక్ష్మి సమేత గోవింద దామోదరనే గోవింద పీతాంబరనే శంశావధార కూర్మావధార వరాహ అవధార నరసింహ అవధార గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద గోవింద గోవిందా வாமன அவதார பரசுராம அவதார பலராம அவதார ராம அவதார கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమలై తిరుపతి గోవింద తిరుమాలగ గోవింద గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవింద அவதார கல்கி அவதார பத்தவதார பரமதையாளா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா మత్సగాయ ఆదికేశవ పుణ్యపురుష పురుషోత్తమనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవిందా దశరథ తనయా స్వయం ప్రకాశ వాస వాసుదేవనే గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకట రమణ గోవింద హరణే గోవిందా கருடத்வஜ புண்டரீகாட்ச பார்க்கடல் வாசா பரிபூரணனே கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ஸ்ரீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமாலழகா கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ಮಧುಸೂದನೇ ಮಾಯವನಾದ ಲಕ್ಷ್ಮೀ ಮಣಾಳ ಲಕ್ಷ್ಮೀಕಾಂತನೇ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ மற்ற ஒளியே மணிவண்ணாரி மாதவ யாதவ கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா దామోదరని ధరణీధరణి దురిద నివారణ తులసీధరణి గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవిందా மறை பொருளே நற்றவ பயனே நந்த கோபனே நாராயணனே கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா சி சீனிவாசா கோவிந்தா శ్రీ వెంకటేశ గోవింద తిరుమల తిరుపతి గోవింద తిరుమాలழகா గోవింద గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవిందా கலிங்க நர்த்தன கமல கண்ணனே கருணாகரனே கார்முகில் வண்ணா கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமண கோவிந்தா சங்கடஹரணே கோவிந்தா ஆயுதனே சங்கதாரியே சாரங்க பாணியே ஜனார்தனனே கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி ஹரி ஸ்ரீ ஹரி கோவிந்தா வெங்கடரமணா ಶಾರದೆ ಪದ್ಮನಾಭನೇ ಪವಣವಾಯನೇ ಪದಮಲರ್ ತರುವಾಯ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಕಟ ಹರಣೆ ಗೋವಿಂದ ஓரடி அளந்த சான்று புடையோனே வேண்டிடுவோர்க்கு விருப்பம் அருள்கின்ற கோவிந்தா ஹரி கோவிந்தா హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంగటహరణే గోవింద ஸ்ரீ சீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷா கோவிந்தா திருமலை திருப்பதி கோவிந்தா திருமால் அழகா கோவிந்தா గోవింద హరి గోవింద హరి హరి శ్రీ హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణే గోవిందా